Hello guys welcome back to god loose for X five fifty live stream అన్న సో అయితే కొంచెం నా సెట్టింగ్స్ బాగాలేక ఫోన్లో సో సమయం ఆడలేకపోయాను సో ఈరోజు అయితే ఎరగదీద్దాం మన మన స్క్వాడ్ కూడా ఆన్లైన్కి అయితే వచ్చేసింది వచ్చేసింది అంటే అక్కడ వచ్చాడు భయ్యా ఇంకోటి రా ఇంకొక రాలి సో ఉన్న మీరు అంతా ఎలాగున్నారన్నా నేనైతే బాగా ఉన్నాను సో ఫ్రెండ్స్ ఇన్ని రోజులు బాగా అయితే సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ ఈరోజు కూడా బాగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా వాడైతే రూమ్కి వెళ్ళాడు సరే అన్న మంది అయితే మన లైన్ అయితే అందరికీ అయితే చేశారు ఒకవేళ మీకైతే మీకు అయితే వాయిస్ వస్తుంది క్లారిటీ బాగుందంటే ఒకసారి ఐబ్రో అని అయితే పెట్టండి teenage kitchen hi welcome to stream ఒక స్ట్రీమ్ చూస్తేనే అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి అండి అన్న అన్న నిన్న నైట్ అయితే పెద్ద అయితే అయిపోయింది అన్న హాయ్ బ్రో హాయ్ ర్యాంక్లో అయితే దిగిపోయాము సో మన వాళ్ళు వచ్చినంత వీకెండ్ అదే thank you thank you thank you so మనం మన వాళ్ళు వచ్చినంత వరకు అయితే మనలో వచ్చినంత వరకు అయితే మనమైతే ఒక క్లాస్ కూడా అయితే ఆడతాం అన్న సో ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎలాగైనా నా లైక్స్ అయితే కట్టి రావాలి so Harshit Putla hello bro hello welcome to stream ఒక లైక్ కొట్టండి ఓకే ఆటోగ్రాఫ్ కావాలి సరే సరే సరే చూద్దాం చూద్దాం నాకు క్వాలిటీ ఎలాగ వస్తుంది అన్న ఒకసారి నాకు చెప్పండి బాగా వస్తుందా లేదా హాయ్ లింకా hi bro welcome to stream hello మాకు కొంచెం టైం కూడా ఇవ్వండి నా big man thank you bro thank you nice quality bro thank you bro thank you bro Tech Information with Seven Bro. Welcome to stream, bro. Gaming with my Thai bro. Welcome to stream, bro. They're offline. जय सर किंग निखिल आए bro welcome to stream talk से king YT okay bro okay bro हाँ तेल्स ब्रो ना करते అంతే కదా సిస్టర్ అంతే కదా అంతే కదా మరి Bhavesh hello Gucci X four Gucci FFX come to stream అన్నా లైక్ అయితే చేసి అండి సో నా ఎవరైతే చూస్తున్నారో మీ గ్రూప్స్లోని ప్లస్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అన్న ఒక లైక్ కూడా కొట్టండి నేను ప్లేయింగ్ విత్ స్క్వాడ్ లేదు బ్రో వీళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు మా స్క్వాడ్ వస్తారు అన్న ఇద్దరు బాటికల్లైతే వచ్చారు సో వచ్చారు కదా అన్న మా అమ్మ ఆఫ్లైన్ అయిపోతే ఆయన కొట్టుకుంటాడు ఆడే మంచి ఆటలు ఏమాటలు సో వాడు వచ్చాడు కదా సో ఫస్ట్ అయితే ఒక డూయో మ్యాచ్ అయితే వేసేద్దాం అన్న సో మా గుండెలో గుండెకాయ అయితే వచ్చేసాడు ఫ్రెండ్స్ మీ గుండెలో గుండెకాయ ఫ్రెండ్స్ మీ గుండెకాయలో వాడి గుండెకాయ అంట ఫ్రెండ్స్ మీ గుండెకాయలో వాడి గుండెకాయకి ఒక్క లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ దబా దబా అయిపోవాలి లైక్ బటన్ లైక్ కూడా అడ్డగా వచ్చేయాలి అరే నాకు లైవ్ చేస్తున్నప్పుడు తెలియట్లేదురా లైవ్లో ఇన్ని మంది వస్తున్నారని లైవ్ అంతా అయిపోయాక వ్యూస్ కనబడుతున్నాయి బుర్రపాడైపోతుంది అరే లైవ్ అయిపోయాక ఖచ్చితంగా నైంటీ అబవ్ వస్తున్నాయిరా వ్యూస్ అయిపోయిన నెక్స్ట్ సెకండ్కే ఉన్నాయి తెలుసా నాకు తెలియట్లేదు కానీ ఎక్కడికి సేఫ్ ప్లేస్లో దింపమ్మా నిన్న నైట్ అయిన రాజాంతరం మాత్రం అస్సలు అవ్వకూడదు వద్దురా భయ్య రష్ వద్దు అబ్జర్వేటరీలో దింపురా అబ్జర్వేటరీ వెళ్ళిపోవచ్చు దింపే సరే మణిగాడు నేను ఆడాం ఎలా తెలుసా డ్రాగన్ దొరికింది థర్డ్ టైమ్ మమ్మల్ని రివైవ్ చేశాడు ఒకడు మా స్క్వాడ్ మేట్ ముగ్గురిని డ్రాగన్ ఒకటి అడ్లు దబా దబా దబా దబా పడిపోయి తెలుసా అరే ఉకాంగ్ పెట్టుకున్నాను రా అలోక్ పెట్టుకోకుండా చెప్పానమ్మా ఉకాంగ్ ఉకాంగ్ కరోనా రెండిట్లో ఏదో వాడు ఏదైనా అరే ఒకడు వస్తున్నాడు ముందు ఆడు వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన చూసి ఫస్ట్ ఒక గంట దొరికితే చూడరా అన్న నేసత్తో ఆ నేసత్తో పని అయిపోయింది ఆడు సోలో అనుకుంటా అంట సూర్యాబాయికి గేమ్ రావాలట కేకలా ఉంటది చూద్దాం కాదు సూర్యాబాయ్ గేమింగ్ అంటే బోట్ టాప్ ఆడే ఉంటాడు కదా తెలిసిపోద్ది అక్కడే కార్ నైన్టీ అయితే ఎంపీ ఫార్టీ దొరికింది భయ్యా ఫోర్ నోపి అరే ఊకంగా పెట్టాను నేను ఇంకా అచ్చా కారణం ఏంటంటే వదిలేసాను స్నైపర్ ఏమో దొరికితే చెప్పి ఎమ్మెటూ కాదు ఏమో ఉంది కావాలా ఏమో ఉంచు నీ బ్యాగ్ లోనే ఉంచు నాకు బొక్క ప్లేస్ అట్లాగే టేక దొరికితే చూడరా బాయ్ కార్ వదిలేస్తాను నేను నేను ఎం ఫోర్టీన్ ఎం ఫోర్ ఏమని వాడతాను చిప్పులు పెట్టి చిప్ ఎగరగొడతాను ఒక్కొక్కడి బుర్రకి ఏక దొరికింది చిప్ పెట్టి కొడితే చిప్ ఎగరగొడ ఒక్కొక్కడికి అలా కొడదాం సో అన్న ఎవరైతే చూసినారో ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అన్న క్వాలిటీ ఎలాగ వస్తుందిరా ఏమైంది క్వాలిటీ బాబు అరే తీనమ్మా అరే నువ్వు గీయమని అరిసావు ఎందుకురా బుర్ర పంచేయలేదు గీమని అరిసావు అరే మంచి గన్లు ఉన్నా కొట్టలేకపోయాను రా నేర్చి అమ్మా డ్యామేజ్ కూడా ఇవ్వలేదు అది ఉన్నాడని చూసుకోలేదురా నేను హెల్త్ కూడా తీస్తాడు మ్యాక్సిమం చూడు అబ్బా ఆర్పి మొగుడు అమ్మేశాడు రా అకౌంట్ నువ్వు సేఫ్ ప్లేస్ లో దిగిపో వెళ్ళలేదు నా పైన దిగిపోతాను నా బిగ్ పైన నా thank you bro thank you bro ఇంకా చోటి ఇంకా థర్డ్ పార్టీయా ఎందుకు దోలా ఒక్కడవా ఉన్నా పడిపోయింది అనుకో అంట లాక్ టవర్లో దిగల షౌట్ అవుట్ అన్నా నేను Sonu okay bro shout out to Sonu bro Sonu bro shout out bro ఏమైందిరా థర్డ్ పార్టీ ఎలాగుంది మామూలుగా లేదా థర్డ్ పార్టీ అంటే గ్రోజా అది నాదే డొక్కులో ఈ గన్ను ఇది రేంజ్ తక్కువ డ్యామేజ్ ఎక్కువ thank you bro welcome bro welcome అన్న అన్న ఎలాగన్నా నువ్వు ఏ ప్లేస్ లో దిగావు యూపీ ప్లేస్ భయ లూట్ అంతా నాకేశారు అక్కడ ఏంటి లేదు అమ్మా ఎవడక్కడ క్యాంపింగ్ చేస్తున్నాడో తెలియట్లేదు నాకు loose bro paper thank you bro అరే నాకు ఫస్ట్ రివైవ్ ట్రై చేయరా నీకు రివైవ్ ఇస్తే నేను మొద్దాడతాను దేనికైనా ఎందు భయ్యా నీకు రివైవ్ ఇస్తే నేను అయిపోతాను రా ఉండి రివైవ్ ఇస్తాను అందుకే కాయిన్స్ అబ్బాబ్బా అద్దబరైనా భయ్యా నీది కాయిన్స్ దొరికితే చూద్దాం అరే ఇప్పుడు నాకు రివైవ్ అయిపోతే వన్ వే టూ ఆడే కదా సిచ్యువేషన్ రాసినావు రా అందుకే నీకు రివైవ్ సైడ్ అయిపోదాం అనుకున్నాను రా నేను సైడ్ అయిపోతున్న టైంలో మ్యాగ్ ది మ్యాగ్ తీరా దిగిపోలే ప్లాస్మా వదిలే ప్లాస్మా వదిలేరా కాయిన్స్ ఒకటే దొరుకుతుందా కింద అండర్ గ్రౌండ్ లో ఉంటాయి రా కాయిన్స్ ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అండర్ గ్రౌండ్ లో ఉంటాయి కాయిన్స్ దొరకకపో నీ చెప్తాను నీకు వేయడం మానేస్తాను నేను <laughs> బాయ్ ఎవడరా బాబు క్లీన్ వైప్ చేస్తాడు క్లాక్ టవర్ అంతా అరే ఓపిక అనరా నేను అక్కడికి వస్తాను కాయిన్ దొరుకుతుంటే ఒకటే రెండు వస్తే భలే ఉందంటే నీకు దొరికితేలే శ్లోక రెండు దొరికితే ఇంకో రెండు ఎత్తుకొచ్చే రూపేగా యాముచుకో నువ్వు పాడితే నేను వెళ్ళి నువ్వు పాడితే నేను వెళ్ళి సూసైడ్ చేసుకుంటాను నువ్వు వెయ్యిరా కామెంటరీ నువ్వు స్పెక్ట్ చేస్తున్నావు చూసారు చూసారుగా ఫ్రెండ్స్ ఎవడో వేస్తాడు లూట్ అంతా సపా సపా సమాంతం నాకేస్తాడు ఎవడో కానీ సమాంతం నాకేస్తాడు అంటే ఈడెవడో కానీ ఆ నేర్చాలి ముందు కనీసం లూట్ ఉంచాలి వాట్ ఈస్ దిస్ అమ్మా బయట ఎవరితో తీ తీ తీ తీ కుర్రలు పొచ్చుదారిలో పెగడతాడు చూడు ఇప్పుడు మన అరే లెఫ్ట్ సైడ్ డబ్బా ఇందులో ఇన్హేలర్స్ వేస్ట్ అరే ఇప్పుడు అయినా వస్తుంది ఇందాకలు ఇందాకలు చూసావా ఎన్ని టోకెన్స్ అరే అంపర్ ఏమన్నా వుడ్ పిక్కర్ తీసుకోనా అరే ఎన్ని టోకెన్స్ రా అంటే వుడ్ పిక్కర్ ఉంచు ఎన్న దొరికాయా చూస్తున్నా భయ్య రెండు దొరికాయి తో ఫక్ అన్న విఎస్ఎస్ ఏసీ ఏసీ అండి ఏసీ ఏసీ హీల్స్ ఇవ్వచ్చు అందుకే ఇన్హేలర్ వచ్చు మన దగ్గరగా ఉంటున్నాడు అరే మరి ఘోరమయ్యా ఇది అరే కనెక్ట్ అవ్వలేదురా అడ్డు కోసం ఎగ్గిరి మరి కొట్టండిరా నా సీజన్ సూర్య అసలు ఫాలో అవ్వండి అయ్యా నేను నువ్వు మళ్ళీ ఆయన ఫాలో అయ్యమని చెప్తున్నావు సూర్య బయటి బ్రో సారీ బ్రో లైవ్ చూస్తా అరే సూర్య లైవ్ చూడాలంటరా డేడీ అమ్మంతం ఎగిరిపోయాడు ఫ్రెండ్స్ క్రోనా పెట్టుకుని వచ్చాను బాబు మన దగ్గర క్రోనా క్యారెక్టర్ లేదన్న సో ఊకాంగ్ పెట్టావు ఒక క్రోనా ఊకాంగ్ అంత బాగా పనికిరాదే స్కోర్ బేస్ కొడితే డామేజ్ పడిపోద్ది పనికి వస్తుంది రా డ్యూలో మీద కూర్చున్నవాడు క్రోనా వేసి కొడితే అమ్మా ఏమన్నా తెలియతారమ్మా వెయిట్ బ్రో బ్రో స్టార్ట్ అయిపోయింది బ్రో సో నెక్స్ట్ మ్యాచ్ అయితే ఏ చానా కాదు కాదు బాబు మా కజిన్ సో నిఖిల్ అన్న వెల్కమ్ టు స్ట్రీమ్ అన్న ఒక లైక్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అన్న స్ట్రీమ్ని सारे ना डिस्टर्बेंस के సో సారీ అన్న డిస్టర్బెన్స్కి చిన్న పని పడాలి హలో అవి హేమంత్ హలో వినిపిస్తుందా ఏమైంది మైక్ ఆఫ్ చేసి కూర్చున్నా రా లాగిన్ అయ్యారు నా అకౌంట్ అందుకే అరే చచ్చిపోరా నీకు రివైవ్ ఎత్తాను కాయిన్స్ దొరికాయి నాకు దొరికాయి నువ్వు చచ్చిపో నీకు ఎన్ని దొరికాయి ఆరు నీకన్నా ఎక్కువ దొరికాయి నాకు చచ్చిపోతే కాయిన్స్ ఇచ్చి చచ్చిపోరా రే అరే వుడ్ పిక్కరా స్కారా డాడీ ప్రచారం బ్రో ఆన్ చేసావురా లైవ్ లో మైక్ చేశాను మరి మాట్లాడరా సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మాట్లాడాను వద్దా అన్న బిగ్ ఫ్యాన్ అన్న థ్యాంక్ యూ కూర్చి bro thank you thank you hello friends hello friends మాట్లాడాను రా సరిపోద్దా సబ్స్క్రైబ్ చెప్పాను చెప్పాను అవునా చెప్పాను పుషరా ఎంత అన్న పుషర్ రే రే ఎంటెన్ వాడతావా బాగున్నా నేను వాడదాం రే తప్పురా సరే చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంతా దుర్మార్గం is the nasty guy in this world ఏరా నాకు అయిపోతే మిస్ కొట్టారా చూస్తారు కదా రేమంత్ నా దగ్గర ఇక్కడ ఉన్నాయి తీసుకో ఇంకోటి కావాలి రెండు వేసాను నీ వాళ్ళు రెండు వేసి అరే ట్రీట్మెంట్ కనపడుకో నా దగ్గర ఉన్నాయిలా ఒకటి తెలియదు జీరో మెడికిట్స్ భయ్యా అరే ఏంట్రా order order place play place shift చేయ ఇక్కడి నుంచి అరే అరే సైలెన్స్ ఇవ్వే రోజా కడితే రోజా కడదాం నేను గానికి పెట్టా అరే అదేంద్రా ఒకటి ఉంటే గానికి పెడతాడు అదే గ్లోవల్ ఉన్నాయా గ్లోవల్ మూడు రిఫేర్ అవడం మనకి సమానంగా లూట్ పంచాడు <laughs> మీకు ఇలా పంచితే కామెంట్ చేయండి ఏందయ్యా గేమ్ లైవ్ లేదంటే లైక్ లాగైతుంది చేయండి ఎందుకంటే మీ గుండెలో నా గుండెకాయ పెట్టాను చూసుకోండి ఫ్రెండ్స్ అసలే మీ గుండెకాయల వాడి గుండెకాయల హోల్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ మీ గుండెకాయ కూడా స్పాయిల్ అయిపోద్ది హాయ్ నవీన్ గిట్టా హాయ్ బ్రో రే షానో నేను చూసి నేను ఎనిమి అనుకున్నాను రా ఒరే ఇందాక నువ్వు పక్కన దూకినప్పుడు అలాగే అనిపించింది రా నాకు అరే ఎమన్ double sir one punch man బాగాలేదే ట్రాపికల్ ప్యారెట్ బెస్ట్ అడిగితే ఎక్సలెంట్ పైన వాడైనట్టు ఉంది భయ్య ఎప్పుడు వచ్చినా సరే tropical parrot is the best రా అరే వెస్ట్ ఒరే నీ వాళ్ళు వెస్ట్ వేస్ట్ రా నాకు సిగరెట్ వేయాలి లెవెల్ వన్ బెస్ట్ నేను అడిగి చెప్పుకోలే లెవెల్ త్రీ దొరికిందిరా అరే ఇక్కడ ఫైట్ అయిందిరా అదే అదే ఎనిమి ఉంటాడు అందుకే ఇట్లా వచ్చాను ఏమైంది ఎనిమి ఉన్నాడా ఉన్నాడు అలాగే అమౌంట్ వేస్తుండు నీ నీ లోటు నేను దొరుకుతాను వేరే హీడు ఇదే తీసాడు బాయ్ ఆ గ్లోబాల్ లోపల నువ్వు తీయలేదు ఎట్రా నాది నాలుగు నా దగ్గర మూడే ఉన్నాయి అరేగో మెడికిట్ సైలెన్సర్ ఉందిరా ఆడు చూడలేదా సడన్ గా ఇచ్చాను నేను ఆడి దగ్గరికి లేదు మెడికెట్ సైలెన్సర్ ఉంది చెప్పాను ఎనిమిస్ ఉన్నారా అందుకే వెనకాల నుంచి వెళ్తున్నాను అంటే బడబడబడ నెక్కేశారు చేశాను ఎమ్మండ ప్లేట్స్ తో డ్యామేజ్ ఇచ్చాను వాడు ముందుకెళ్ళి గ్లోవర్ వేసుకున్నాడు అరే నువ్వు వెళ్ళి అలా టవర్ లో కూర్చోరా నేను టవర్ లో కూర్చొని కొంచెం పొందాం ర్యాంక్ పుష్ చేద్దాం చేసుకోవచ్చురా మరే మరీ అంత ఇదిగా ఉండకూడదు రా live okay bro okay bro చూసావా ఎవరు హైపర్ కింగ్ ఎలా చేశాడో గంట గంట వరకు ఒకే ప్లేస్ లో కూర్చున్నాడు గంట మ్యాపే గంటలో ఉండదు maximum eighteen to nineteen minutes ఆ సంతలో చెప్పాను బా ఎక్కువసేపు ఒక ప్లేస్ ఎక్కువసేపు ఒక ప్లేస్ లో అంటున్నాడని మరి ఇంత కాదు కదా ఏదో this boy don't have a sincerity enemies వదిలే ఎవరు నేను నిన్న ఎనిమిస్ నా దగ్గర ఒకడు ఉన్నాడు ఆడ అయిపోతాడు బుర్ర పొచ్చుగా తేలుతుంది కమెంట్ కరో అరే చంపింతారా ఒరే అంత తీసాడు తెలుసు ఒక్క బుల్లెట్ కి ఎక్కడున్నాడు వెళ్ళిపోయా అన్నాడు ఇంకా అరే ఏకే ఉందిరా ఇక్కడ వెళ్ళిపోయాడా బొక్కలోకి ఎంత డామేజ్ తీసాడు తెలుసాడు అరే రారా ఉందా నా దగ్గర ఎన్మిస్ को ఏదో అందరూ ఆ గట్టు కన్నా తెచ్చాడు తెలుసా డామేజ్ బాగుడు కొట్టలేదే ఫ్రీ ప్లేస్ లో వెళ్తుంటే ఏసీబీడి ఏదో కొత్తగా ఇచ్చాడు కదా వీళ్ళే కొట్టారు రా నిన్న అయితే ఇంకెట్ చేస్తా జోన్ వస్తుంది పద ఏకే ఉంది అక్కడ జోన్ ఎత్తుకుని రా అద్దద్దక్క అద్దు మ్యాగో నాసిబింది ఒరే నువ్వు ఒక కిలో చేయలేదురా నా నాలుగు హెడ్ షాట్ ఒరే అడికి ఒరే second player minimum two minimum ఆరు షాట్లు తగిలేరా వేస్తావా ఏకే ఉంది ఇడి దగ్గర కూడా రెసిడెంట్లో అక్కడ ఉంటాడు చూడు నాకు తెలిసి డైరెక్ట్ అరే పైన ఫ్రైడే వస్తుంది కదా ఎనిమి ఎనిమి ఎనిమి రివైవ్ ఇచ్చేస్తున్నాడు రా బాడీ గార్డ్ నేను ఇది వాడుతాను ఆ పాడు వాడుతాను పైకి వెళ్ళి పైకి పద పైకి పద జోన్ వస్తుంది పైకి వెళ్ళి ఫైట్ చేసుకోవచ్చు థర్డ్ పార్టీ పద పైకి వస్తాడు కింద నుంచి వాడు పైకి వస్తాడు చూడుగా వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు left side left side left side ఇద్దరు భయాలు అక్కడ నాకు అమ్మ పెనాల్టీ అరే థర్డ్ పార్టీ రా ఎందుకు రా సాఫ్ ఫక్ అవసరం వెళ్ళదు అరే ఆడు రివైవ్ ఇచ్చేస్తున్నాడే వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయి నేను లాంగ్ రేంజ్ కావాలి మా కర్ర నేనే అయిపోతాను రా నా దగ్గర హెల్త్ కూడా లేదు మెడికిట్లు ఎక్కడ ఉన్నాయి భయ్యా ట్రీట్మెంట్ కొట్టాలి వచ్చి నాకు ట్రీట్మెంట్ కొట్టరా అరే బాబు అందుకే అలొక పెట్టుకోవాలంటారు చూసుకో అయిపోయింది కాస్త ఫోన్ ఆన్ అవ్వలేదురా ఏం పైకి వెళ్ళిపోయిందిరా డ్యామేజ్ ఇచ్చా నేను కూడా అయిపోయాడు బాగానే నాది ఒకటి పోయింది భయ్యా మూడు రావాలి సో బ్రో టీమ్ కోడ్ అయితే ఇదే టీమ్ కోడ్ ఇచ్చావా అరే ఏంట్రా నువ్వే లాగిన్ అయ్యి అకౌంట్ అరే అకౌంట్ నువ్వే నా లాగిన్ చేసావు బ్రో టీమ్ కోడ్ వచ్చేసి టీమ్ కోడ్ చెప్పండి రా బ్రో ఎవర్రాడు ఎవడాడు హలో హలో బ్రో ఎలాగొచ్చా బ్రో అరే రాకీరా ఎవరా ఏమో తీసే తీసే మాట్లాడలేదు తీసే అండి మాట్లాడుతున్నాడు బ్రో టీమ్ కోడ్ బట్టి వచ్చావా కాదు బ్రో వాంటెడ్ ఫ్రెండ్ రే బాటే నువ్వే ఫ్రెండ్ అంటారా వాళ్ళకి వాంటెడ్ ఫ్రెండ్ బ్రో ఐఎమ్ టు చాలా లోగా ఏ వాంటెడ్ బ్రెయిన్ కూడా పోయింది ఫ్రెండ్ నువ్వే ఇన్వైట్ చేసావు చూసారు కదా ఫ్రెండ్స్ మనోడు బుర్ర కూడా పోయింది అరే నేను ఫ్రెండ్ లిస్ట్ కాదు అది ఫేస్బుక్ ఫ్రెండ్ రా <laughs> సరే స్టార్ట్ చేయ ఒక గేమ్ అరే మంచి మ్యాచ్ రా ఈ డొక్కట్ వల్ల పోయింది హెల్త్ లేకుండా పైకి ఎక్కేస్తున్నాడు ఎక్కడికి ఎక్కిపోమంటాను ఎలా పెట్టుకొని వస్తాను నాకు hmm చల్లారా మా ఆవిడ ఒకడు ఉన్నాడు అన్న చేస్తున్నాను వస్తాడు వస్తాడు వస్తాడు వస్తాడు మాకు మా ఫ్రెండ్ వస్తాడు అంటే మా తమ్ముడు వస్తాడు కావా సో అన్న చూశారు కదా మన వాంటెడ్ అన్న బుర్ర కూడా పోయింది ఏమి సరే అప్పుడు నేను ఆపేస్తానులే సరిపోతుందిలే మన లైఫ్కి ఎయిటీ ఫైవ్ ఉందిరా నాకు నాదే అంతే ఉందిరా खाद तो- ए कौन सा लेट का दें पान అరే అరే అరే బుర్రం దింపారా పైన ఎనిమిస్ ఉన్నారా అంటే ఫక్ దొరికిపోయాను రా ఎనిమిస్కి ఒరే ఎనిమిది దగ్గర నుంచి వచ్చాను రా నేను ఫ్రెండ్స్ మనమైతే రౌడీస్ కదా అందుకే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోదాం సామాన్ అండి అరెక్కడ ఇద్దరు అయిపోయారు పోటీలు అయితే ఒక స్కాన్ స్క్వాడ్ అయిపోయింది ఇంకా ఇద్దరు ఉంటారు అది పైకి కదా కిందన ఉన్నాయి నేను వస్తున్నాను ఆగంత నాకరా ఎప్పుడు హర్షిత్ ఎంపీ ఫార్టీ ఉంది ఇక్కడ ఎక్కడ నేను ఉన్న హౌస్ లో నేను వెళ్తా ఇక్కడ నేను బ్యాక్ నుంచి వస్తున్నా మీరు వెళ్ళండి మన వెళ్ళొద్దురా నేను ఇక్కడ వాళ్ళని వాళ్ళని డైవర్ట్ చేస్తాను నాకు కొట్టేస్తున్నారు రాకుండా నేను బ్యాక్ నుంచి వచ్చాను బ్యాక్ నుంచి వెళ్ళాను నేను ఇక్కడ అనేది డైవర్ట్ చేస్తున్నాను నేను వెళ్ళిపోయాను పైకి ఇంట్లో ఉంది కదా బాబు ఇక్కడ అమ్మా అమ్మా అమ్మా ఓపి కిల్చోరా ఓపి కిల్చోర్ అయిపోయింది రావరా కర్ణాక్ నిద్రనా ఇక్కడ ముగ్గురు నౌకరా కింద ఒకడు అయిపోయినట్టు ఉన్నాడు ఇక్కడ ఇద్దరు నీ దగ్గర నీ ఫ్రంట్ ఉన్నట్టు నీ ఫ్రంట్ ఉన్నట్టు చూడు అది వాడే కరెక్ట్ కాయిన్లు నా జూట్లు ఎన్నో ఉంటారో చూడు చూసాలరా వెనక్కి వెళ్తున్నాను నీ కోసం ఏమన్నా చేశాడా అన్న ఈ రకమే నచ్చిందంటే ఒక లైక్ ఇంకా షేర్ ఏ బ్లెండింగ్ మిషన్ దగ్గర కాదమంటావు బ్లెండింగ్ మిషన్ కాదురా నీ దగ్గర కాయిన్స్ ఉన్నాయా లేదా ఉన్నాయి నాలుగు ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి దగ్గర ఉన్నాయి నా దగ్గర ఎన్నో మూడే ఉంటాయి నా దగ్గర నా రూట్లో ఎక్కడికి వెళ్దాం అంటే గో ఈ బ్యాక్ సైడ్ కొంచెం ముందు హ్యాంగర్ ఉంటది హ్యాంగర్ ముందుకెళ్ళు హ్యాంగర్ లో కాదు హ్యాంగర్ ముందుకి కొంచెం ఉంది కదా అక్కడికి అక్కడికే వెళ్తున్నాను రా పెట్టాను అక్కడికే బ్లూ జోన్ లో ఒక వెండింగ్ మిషన్ ఉంది కదా అక్కడికి ఎనిమిస్ ఉంటారా లేదు లేదు తెలిసిపోతారు ఉంటే ఒకటి చేసుకుంటారు డోజన్ నీట్గా ఇద్దరు నేను చూడు అలాగొస్తున్నాను అరే పోనా అలాగే వెళ్ళిపోతురా ఈజీగా వెళ్ళిపో వెళ్ళిపో దీపో క్రాస్కి వెళ్ళకు స్ట్రైట్గా క్రాస్ వెళ్ళినా లోపల స్క్వాడ్ కోట్లు అంట ఎందుకురా భయపడతావు బొగ్గడం అయితే నాలుగు కాయిన్ బొక్క నాకు మొత్తం ఉన్నట్టు ఉన్నారా ఇంకా రెండు ఉన్నా అరే అరే నాకు ఉందా నేను అన్ని ఆరా అమ్మకాన్లో వాడుతున్నాను రా మరి ఘోరంగా దిగాడు దిగాడు పక్కన ఇప్పుడే కొట్టే నాకు మళ్ళీ వచ్చాడు రా రెండ్రా అండ్రా అదే నాకు తెలుసు అదనరా అమ్మ అమ్మ బాధకుంటున్నారు అయ్యా పెద్ద మిస్టేక్ చేసుకున్నా డ్రోన్ తెలియదు కాండే లోటర్ దగ్గర నాలుగు ఉన్నాయి మూడు అప్పుడు నుంచి నాకు ఇంకెందుకు నేను బొక్క ఎత్తాను సరే సరే అన్న రూమ్ వన్ వి వన్ ఆడు అంట ఆడుదాం అన్న ఆడుదాం అన్న మీ మా నువ్వన్నా సరే స్ట్రైట్ అండ్ అదే ఏరామ్ ఉందా ఎవరి దగ్గరేనా హీరో అన్న మా బయట హీరో ఏరామ్ కావాలి ఒరే మినిమా జడ్డాయి గాడ్ సౌండ్ బాగుంది అన్న ఎల్లు స్క్వాడ్లకి చూసుకో మరి ఒకటి అయిపోయాడు పారిపోతున్నారు రా ఆ రివైవ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఒక అమ్మాయిటీనా బుల్లెట్ నాకు బుల్లెట్లు వెళ్ళట్లేదు ఎవరు లేరు ఇక్కడ ముందుకే కదా ఉన్నారు నాకే దాని కింద పెట్టండి దానికి Raghav king hi bro hi bro I bro new video coming tomorrow okay అన్న గూచి అన్న ఓకే అన్న రా వాల్స్ ఉంటే చూడండి రా చెప్పేనా ఉన్నారా నిద్ర ఉంటారు అరే హర్షిత్ వెళ్ళిపోరా నువ్వు పర్లే పర్లే కొట్టచ్చు నాది గన్న అన్న సారీ అన్న లైవ్ చాట్ చదవలేకపోతున్నాను సో చదువుతానన్నా మళ్ళా వెళ్ళాక నేను బాన్ ఫైర్ వేసుకొని పడుకోరా సరే రండ్రా పని ఎత్తాడు ఆహా అనుకుందా లాక్ మంది నువ్వు వెళ్ళావు నేను వెళ్ళనా hundred rupees to any one friends yellow number సరే అన్న సరే అదే అదే రండ్రా ఇంట్లోకి బాన్ ఫైర్ వేస్తాను కూర్చున్నా ఫైర్ వస్తున్నాను ఉంటే చూడండి రావేట్రా అయిపోద్ది చూసుకో మరి బాన్ ఫైర్ తిప్పి ఎస్జీ ఫైర్ అయిపోయింది అన్న ఇప్పుడు ఫైట్ చాలా ఫైట్ చెప్పకుండా అన్నీ ఉన్నాడు ఎరగ తీసేస్తాడు ఒక్కొక్కరిని చూసుకోవాలి మరి గట్టిగా ఎక్కడ చెప్పాను రా ఎందుకురా అనవసరంగా ఫైట్ అని చెప్తే డ్యామేజ్ తింటారు ఒక్కొక్కడు అదే ఒళ్ళు మండిపోద్ది నాకు ఇక్కడే జోన్ లో ఉన్నారు వాళ్ళు బాగుందా వేసుకున్నానన్నా ఇప్పుడే బతికెత్తాలన్నా మరి గౌరవంగా అరే ఎంఏ టూ పేజ్ రా చాను MA two page double MA two ఎందుకు రా ఒరే చాను నీకు అక్కడ రివైవ్ ఇచ్చేస్తున్నారు రివైవ్ ఇచ్చేసారా అయ్యా అక్కడ నాకు ఇల్లు పోయిందిరా మీ వల్లేరా అంతా అయింది బాబు ఏమంతా వెళ్ళి రివైవ్ ఇయ్యకపోతే బాగోదు మరి చెప్తున్నా నాకు నా లూట్ అంటారు ముందు వెనక పక్కన ఎనిమిస్ అయిపోయాడమ్మా అయిపోయాడు అరే ఇడు మనం చంపినాడే కదా నాకు ఇవ్వాలమ్మా ఏమంత ముందు చెప్తున్నాను హీరో వై రా టూ ఆర్ కన్స్ లేదన్న అంటే ఒకటి లాంగ్ రేంజ్ ఉంటుందని చెప్పి జోన్లోకి వచ్చాను ఇప్పుడు చూడండి పీక్ మీద ఇంటి మీద దిగిపోతాను చీఫ్ అక్కరే ఈ పెద్ద ఇంటి మీద దిగడం అవ్వలేదురా ముందు ఇదేందా అందరూ చచ్చిపోయారు శరత్ నాకు ఇరవై ఎవరికోలా నీ వల్ల నేను నేను నీట్ గా సిప్ వేసుకుని వెళ్ళిపోతుంటా మరి బాగుంది అయ్యా నా వల్ల అంట ఏటా పుష్ తీయహే బాబు ఎయిటీ స్పెక్టేటర్స్ చూసావా స్పెక్టేటర్స్ అందరు స్పెక్టేటర్ నీకు వచ్చారు బాగా కొడదు మరి మంచిగా కూర్చొని అరే ఉండిపో ఉండిపో ఇలా ఉండిపో ఇక్కడే ఉండు అక్కడికి గోగో పీక్ మెయిన్ హౌస్ ఉంది కదా నీ బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్ళి లోడ్ దొరుకుతుంది లోపల మెడికెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి కనిపిస్తుంది నాకు ఎన్నికంటాం బాగా ఉంటే డ్రెస్ కాపీ నా నా డ్రెస్ కాపీ చేసావన్నా ఏందిరా కళ్ళు బాగా కనబడ్డారా గుడ్డిన కూడా మా పక్కనే ఎనిమిస్ మళ్ళీ ఈ అవసరాన్ని క్యాంప్ చేసుకోరా ఎలాగా అంత ఎన్ని తీరా తీరా అంటే అరే ముందు అక్కడికి వెళ్ళరా ఇంటికి వెళ్ళరా మెట్ల దగ్గర లాంచర్ ఎంచుకోరా అగ్గదులే ఆగుద్దు ఆగుంది ఆగేందుకు అడిగి ఉండలేదు ఎందుకు అమ్మ బాబు అన్న నువ్వు లూట్ కన్సెప్ట్ చేస్తే అయినట్టే మ్యాచ్ ఇలా ఈ చివరికి కూర్చుంటే మనకు తిన్నాక హెడ్ తినేస్తావు వెనకాతల నుంచి ఎందుకు రే వేస్ట్ వద్దు తెలిసిపోద్ది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఫోర్ అవర్స్ మెడిసిన్ దగ్గర కాల్చుకోవచ్చు ఆ ఇంటికైనా డబుల్ డోర్ రెండు రెండిట్లో నువ్వు ఏదైనా సేఫ్ ఏరా ఈ రెండు ఏదైనా సేఫ్ ఒరే నాది క్రోనో ఛార్జ్ కూడా లేదురా క్రోనో చార్జ్ ఉంటే అక్కడ నేను అవుట్ అవ్వకపోతుంటరా ఆ డాష్ గార్డ్ వల్లే కనీసం గ్లోవల్ వెనకాల చూస్తున్నాను వెనకాల నుంచి కొడుతున్నారేమో అని ముందు కనిపించలేదాడు ముందు గ్లోవలే శాంకర్ చూస్తున్నాను తెలుసు నేను కామెడీ అది నా కాపీ నువ్వే చేసావన్నా నా డ్రెస్ ఇక్కడే ఉండదు ఈ వరకు కూర్చుంటే వెయిటర్ అలా అక్కడికి వెళ్ళరా ఆ వద్దులే ఎక్కడ కూర్చో బెస్ట్ ఆయన కదా నేను జన్మిస్ ఇప్పుడు నువ్వు మెయిన్ హౌస్ కి వెళ్ళాలి ఎలాగైనా సరే నీకు మెయిన్ హౌస్ లోనే ఫైట్ అవుతుంది నువ్వు ఇప్పుడు బోయ కొట్టేయాలి బోయ కొట్టేయాలా జోక్ లేదో బా స్టాప్ ఇప్పుడు అందరూ వస్తారా అరే థర్డ్ పార్టీ వచ్చేస్తుంది రా నువ్వు థర్డ్ పార్టీ చేస్తే ఈజీగా గెలిచేస్తావు కదరా చూద్దాం భయ్ అలహుడ్ కూడా సమంగట్లేదు గండ్లు కూడా అజిత్ వాళ్ళు ఫైట్ అయిపోగానే డ్యామేజ్ లు ఉంటారా డ్యామేజ్ డ్యామేజ్లు ఉన్నప్పుడు నువ్వు కొట్టాలి కరెక్ట్ గా అప్పుడు సరే సరే ఒరే వాళ్ళ ఇంట్లో పెట్టిన ల్యాండ్ మ్యాన్ ఇక్కడ కనబడుతుందిరా ఇక్కడ ఒక్కడ చేస్తాడా ల్యాండ్ మైన్ వల్ల తెలుసు జోన్ లో జోన్ ఈ హౌస్ కిందకి వెళ్ళిపోరా ఈ హౌస్ కిందకి వెళ్ళి చెప్తాను హౌస్ కిందకి వెళ్ళి ఫస్ట్ తిన్నాక వెళ్ళి తిన్నాక తిన్నాక అక్కడ ఉండిపో అక్కడ అంటే అటు కాదురా రే రే ఇటు కాదురా అటు సైడ్ రా ఆ కార్నర్ అదే రా నువ్వు ఉన్న దాని కార్నరేరా రా దేనికి జోన్ ఉందో కూడా మర్చిపెట్టాడు అక్కడ ఇలా పడిపోద్ది ఇలా పడిపోద్ది ఇలా పడిపోద్ది అలాగా పడిపోద్ది ఇప్పుడు ఇటు పక్క నుంచి ఎవడు రాడు జోన్ వస్తుంది పడిపోతే వెనక చూస్తావు వేసేస్తావు ఎన్మిస్ పట్టుకో ఎంత ఉన్నాను పట్టుకోకరా ఎట్టి పర్సెంట్ ఇప్పుడు స్ట్రైట్ హౌస్కి వెళ్ళిపోరా స్ట్రైట్ వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో వాళ్ళ పెద్ద హౌస్ కా స్ట్రైట్ హౌస్కి వెళ్ళిపో జోన్ వస్తుంది ఆ బయటనే లోపలికి వెళ్ళకు లోపలికి వెళ్ళకు ఈ బయటన ఈ కార్నర్స్ దగ్గర జోన్ కి వెళ్ళాలమ్మా ఇప్పుడు నీట్గా ఫస్ట్ అద్దు బయట నేను రా నీ లెఫ్ట్ సైడ్ ఇదో ఫైరింగ్ వస్తుంది నీకు అంటే అక్కడ నుంచి ఉండరా కొట్టేరా అందుకే రావాలి సేఫ్ ఆడుకుందామా చెప్తా చూసారు కదా ఫ్రెండ్స్ ఇడు ఎలాంటాడు వీడు పెద్ద మబ్బుగాడు కొట్టు కొట్టు third party M seven nine తో కొట్టాలి ఎం సెవెన్ నైన్ లాంచ్ పెట్టుకోండి బాబు తిన్నంగా వేయాలి మా లాంచ్ ఆడేటు వచ్చాడు కూడా బాబోయ్ అన్నా నువ్వు తోపన్నా అన్నా హీల్ చేయి వెనక్కి వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపో అటు నుంచి ఆ లోపల బయటికి వెళ్ళు వస్తారు చూడు ఇప్పుడు ఎనిమిది వస్తారు చూడరా చూడు చూడు స్క్వాడ్ చూడు చూడన్నా చూడు స్క్వాడ్ అది బాబు స్క్వాడ్ అది స్క్వాడ్ నేసమని చెప్తున్నా నువ్వు మామూలు విషయం కాదు చెప్తున్నాను సిక్స్ రా ఎవడు జరగడం ఆఫ్ నువ్వు రివైవ్ ఇచ్చిన టాప్ ప్యాక్ తెచ్చింది గుర్తుంచుకో నువ్వు తీసావు ఆడ వెళ్ళిపోయా నేను తీస్తా ఎందుకు తీసావు ఎవడొక్కడ వస్తాడు ఆ డెవలప్మెంట్ పట్టుకోకుండా నాతో కానీ వచ్చుంటే సరే స్టార్ట్ చేయి వేసింది రావాలి చాలు సో అన్న ఎవరైతే చూస్తున్నారో ఒక మెసేజ్ వేసి అంటే అన్న నాకైతే తెలుస్తుంది మీరు చూస్తున్నారని డ్రెస్ కాపీ వైరింగ్ బట్టి ఉంటుంది కదరా సిద్ధు సిద్ధు కదరా పేరు <laughs> అలాగడుగువే అన్న ఎవరైతే చూస్తున్నారు లైక్ చి చి చి బచ్చే పోయండి రా అన్న ఎవరైతే లైవ్ చూస్తున్నారు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి అన్న మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అన్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీ గ్రూప్స్లో అయితే పెట్టండి అన్న సిక్స్టీ సబ్స్క్రైబర్స్ కాదు కాదు కాదు చెప్తే నాకు ఇన్ని సబ్స్క్రైబర్స్ నేను ఇందాక thirty five subscribers thirty five more to two hundred subscribers అన్న సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అన్న మామూలుగా ఉండకూడదు కార్డులు తీసుకొని వచ్చారంటే మొత్తం భయపడిపోవాలి మ్యాచ్లో అందరూ దింపు దింపు శాండ్విచ్ అయిపోతారు అరే డైమండ్ వన్ లో ప్లస్ ఫైవ్ అయితే డైమండ్ టూకి వెళ్ళేటోండ్రా నిన్న నైట్ లైన్గా మూడు మ్యాచ్లు minus seventy four minus seventy four minus ten minus three నాలుగు మ్యాచ్లు సారీ మూడు కాదు నాలుగు మ్యాచ్లు రెండు సార్లు సేమ్ టైం ఇక్కడ దిగిన వెంటనే పట్టమని పోయాం అదే అదే అదే అదే అరే ఒక్కొక్కటి సపరేట్ ఎందుకు వెళ్ళలేమా అరే ఇక్కడి నుంచి వెళ్ళలేమరా అదే చెప్తాను సిగ్గులేని సిగ్మామే బ్యాడ్ మోటివేషన్ మోటివేషన్ ఉండాలిరా ఎంత వచ్చా మెల్లికి మెల్లిలో ఫైట్ మంత్ గారి దగ్గర దిగుతాను నేను వెళ్ళి అరే ఇక్కడ ఎవడో ఆఫ్లైన్ ఆన్లైన్ నేను ఈ సైడ్ నుంచి కిందకి వెళ్ళేసి కూడా ఏమంత వచ్చి పికప్ చేసుకోవాలమ్మా గన్ ఇచ్చి చెప్తున్నాను మామూలుగా ఆడదు అమ్మా ఇక్కడ ఎనిమిస్ అన్నారు ఎవడు రాకండి వెయిట్ వెయిట్ వెయిట్ వెయిట్ చాలా మంది అన్నారు ఎవడు ఇప్పుడు తెలియదు అందుకే నేను సైలెంట్గా ఉన్నాను మీరు అందరు రెడీగా ఉండండి రావద్దంటే ఎవడు రాలేదు ఎటు రావద్దు ఒక్కడైనా నాకు సపోర్ట్ రావాలి వస్తాను వస్తాను ఒక ఎనిమిది కనబడతాడు ఓ మై ఫక్ అయిపోయాను అయిపోయాను అయిపోయాను అయిపోయినా అద్ది అత్తి అద్ది ఒరే ఎనిమిది ఉన్నాడు అని చూసే చూసుకోలేదు రా నేను స్లో దిక్కుని ఉంది లైక్ కొట్టేనా చూద్దాం అమ్మ అయిపోయాడమ్మా ఏ హేమంత్ గాడు అయిపోయాడు అయిపోయాడు అయిపోయాడు ఓకే కథం హాయ్ హాయ్ ఆగ్యా ఐ మీన్ ఓకే కథం ఆడ పైకి వెళ్ళిపోయాడు రా ఐ మీన్ వెళ్ళిపోయాడు అది కాదు ఆడే ఆడే అరే ఆడారు ఆడే ఆడే ఆడే ఓ మై గాడ్ ఆడే ఆడే మోట వేయాలి భయ లాల్ మోట వేయాలి చెప్తున్నాను చెప్తున్నాను మామూలు ఎగిరి ఎగిరి ఎగిరి అయిపోయాడు అమ్మా హర్షిత్ గాడు అరే నా లూట్లో దొరికింది రాడికి అరే రివైవ్ ఇస్తారా ఈ బాటుకల్ అరే నీట్ నాక్ రా హెడ్ షాట్ హెడ్ షాట్ నీకు వచ్చింది కదా అందుకే ఇంకా రేపేపించాలా నేడుతో హెడ్ షాట్ రాలేదురా అంటే ఓ ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఎనిమిస్ నాకు నీట్ గా రీలోడ్ అన్ని అనిపిస్తున్నాయిరా నాకు వినబడట్లేదు సౌండ్ పంచుకుంటాను నాకు కొట్ట కొట్టాడరా ఓపి బోల్తే అన్నా సూప్ అన్నా అరే ఇక్కడ దిగుదాం షిప్ లోటు ఉంటుంది ఏమంత్ వన్ మ్యాన్ షో వెళ్ళి కొట్టాయి బాగా కొట్టావే బండి అరే ఫుల్ డ్యామేజ్ రా ఇద్దరు ఇచ్చేయండి అందరూ అందరూ ఎట్ ఎవరికి చెప్తున్నావు మేము ప్రో ప్లేయర్స్ దిగిపోతున్నాం అదే రా ఎవడైనా రివ్యూ అరే నీట్ హెడ్ షాట్ కిల్రా ఓరా నీట్ అరే ఎనిమి నీ ఫ్రెండ్ వాడికి లాంగ్ రేంజ్ ఫైట్ తీసుకోరా ఆ లాంగ్ రేంజ్ ఉంది షార్ట్ రేంజ్ ఉంది ఆడ దగ్గర బాబు హర్షిత్ వెళ్ళిపో హర్షిత్ వద్దొద్దు ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు తిప్పే తిప్పే తిప్పే తిప్పే ఎటు తిప్పేస్తావు హర్షిత్ రా డామేజ్ వాడు ఒక్కడ వచ్చుంటే ఇక్కడికో దగ్గర ఫస్ట్ అర్జెంట్ ప్లేస్ నుంచి షిఫ్ట్ చేయి ప్లేస్ నుంచి కార్ వెళ్ళదు వాళ్ళు అక్కడ కార్ ఉంది నువ్వు ఫస్ట్ రివైవ్ ట్రై చేయి అరే టాప్ ఫైవ్ రండ్రా చాలు అక్కడ ఉన్నా పర్లేదు ప్రాబ్లం రివైవ్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు కానీ టాప్ ఫైవ్ రండి చాలు ఇది దీని పేరు మెక్లర్ మెక్లరన్ కదరా సౌండ్ మరీ ఎక్కువ భయ అదే అది ఏట్రా డ్రైవింగ్ అరే భీమశక్తి దగ్గర దిగచ్చు కదరా ఒక ఐ మీన్ పడుతుంది కదా ఒకవేళ ఎనిమీస్ ఎనిమీస్ ఎనిమిరా ఏట్రా చేస్తున్నావు అయిపోయావు అయిపోయావబ్బా ఒప్పి భయ ఒప్పి పికప్పే లేదమ్మా కి అయిపోయి సో పాడాడు అరే వాడు నాడు అయిపోయింది లైవ్ ఆపేద్దాం అరే అరే అరే అరే ప్లస్ ఫైవ్ అయితే డైమండ్ వన్కి ఎక్కదుండ్రా సరే అయితే బాయ్ రా లైవ్ ఆపేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇంతే లైవ్ సో మళ్ళా రేపు తీరా ఇంకా రెడీ కొట్టలేదు కదా హర్షిత్ గారిని ఎందుకు మనోడే అరే హర్షిత్ రెడీ కొట్రా అరే లైవ్ ఆపేద్దాం రా ఆగే టూ అవర్స్ అవన్నీ నేను లైవ్ లెఫ్ట్ చేయాలంటే ఇద్దరులో ఎవరినంటే నా టాక్సిక్ గడ్ వస్తాడు తీస్తా టాక్సిక్ నా లైవ్కి వచ్చాడే సో అన్న మనతో అయితే టాక్సిక్ అయితే కలిసాడు అన్న సో టాక్సిక్ కింగ్ వైటీ అంట స్టార్ట్ అయితే చేసేద్దాం हाँ नेक्स्ट कुछ से रहा ये हम भी गंस मार्च आ गई डॉक्टर का गंस రేట్ ఆఫ్ అది double damage single single range ఎక్కువ చేస్తుంటే ఇందాక అయిపోతారు ఈజీగా చాలా రేంజ్ అవట్లేదు బ్లూ డైన్ అవడ వచ్చాడు రా ఎల్లో పోకర్ బ్లూ డైన్ మేము ఎడ్ చేసాం తెలుసు గ్రీన్ క్రిమినల్ తీసుకున్నారు కదా నాక్ చేయడం అమౌంట్ లేయడం ఫుల్ అమ్మా దెబ్బకాడు ముందుగా తీసిన అనుకుంటా హర్షిత్ సమ్స్ అయిపోయా హోంవర్క్ అయిపోయిందా ఎయిట్ థర్టీ కల్లా సబ్మిట్ చేయమన్నారు భయ్యా మాకు చూడు ఏం పెట్టారు సబ్మిట్ వర్క్ బిఫోర్ ఓకే రేపా సరే సరే థర్టీ అని చెప్పి బ్రాకెట్స్లో టుమారో అని పెట్టారు అరే దెబ్బకి నాకు ఇది వచ్చేయాలరా ఏంటంటారు వీ బ్యాచ్ వచ్చేయాలరా మన లైవ్కి లైవ్ వల్ల చేసేస్తారు ఫ్రెండ్స్ నాకు నేను దానికోసం ఇక్కడ అన్యాయం అన్న హర్షిత్ అన్న Fuck. Ready, back. నన్ను వేస్తాడు నేను అయిపోయిన తర్వాత క్రోన్ ఆన్ అయిందిరా ఇది క్యాకరా മൂപ്പര് ലൈക്കോടെയുണ്ട് రెండున్నా ముందు ఎవరికి ఇమ్మంటారు రివైవ్ ఫ్రీ ఫైర్ వాడు ఫాల్ డ్యామేజ్ ఏమైనా తీసాడా నేను యుఎంపిక్ స్కిన్ ఉందిరా డబుల్ రేంజ్ డబుల్ డామేజ్ మూడు ఎంత అంటావా పనికిరాదు ఒక ఇంకొక కాయిన్ వస్తే ఎవరికేమంటారు రే బాబు Sayonara. ట్విస్ట్ స్కిల్ ఆ పెట్ట బ్యాక్ టు ఫైట్ చేద్దామని చెప్పి పెడదాం పెడతాను అదైతే ర్యాంకింగ్స్ భలే ఉంటుంది అన్నంతా మీకు ఎవరికొకరికి రివైవ్ ఇచ్చేస్తాను లేదు ఒక్క కాయిన్ రా ఇలాంటి పక్కన ఇంకో రెండు ఉన్నాయి కదా వెళ్ళరా हम्म। कर जा रहे नेक्स्ट मंथ हमारा వాళ్ళిద్దరు కూడా రివైవ్ వేయడానికి చూస్తాను ఎవరైతే చూస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అన్న మిమ్మల్ని మర్చిపోయి సారీ అన్న సీరియస్ మీకు కోసం ఆడుతున్నాను మనం ఆడుతుంది ఎందుకంటే అమ్మ అన్న ఇది అరే కాయిన్ దొరికింది బ్రో ఎన్ని ఒకటే నాకు కూడా దొరికింది ఇంకో మూడు దొరికితే చెప్తున్నా నాకు గన్ ఉంటే చూడన్నా ఫ్రీ ఫైర్ లో బోల్డ్ గన్లు అన్న ఏ వేసేస్తున్నావు ఈ మధ్య ఏదో మీ దయ అన్నా తగ్గించుకుంటే మంచిదనా అవ్వదన్న అయితే అట్లా నాలుగు కాయిన్ నాలుగు కాయిన్లు బొక్క <laughs> వెళ్ళిపోదాం అనుకున్న టైంలో సారీ సరే వద్దురా ఏదో అదే నాలుగు కాయిన్లు బొక్క అంటున్నాను రెండు రెండు ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి అరే ముగ్గురికి రివైవ్ ఇచ్చేది లేదని చూ పాయింట్కి వెళ్దామంటే ఎనిమిది కాసుకొని కూర్చున్నారే వార అవుతుంది అక్కడ ఇప్పుడైతే ఇప్పుడు టాక్సిక్ ఇంక్ ఇస్తాను తర్వాత అండర్కి ఇస్తాను రా లోప అన్నా ఇప్పుడు నువ్వు వాటర్ లో ఆడి కంపల్సరీ దొరికేద్దాం అన్నా ఏంటి పైకి వెళ్ళాను వేస్తే నీకు నీకు సత్తా ఉన్నట్టు అన్న లేదా అన్న టాప్ అప్ చేయాలన్న హండ్రెడ్ డైమండ్స్ ఓకే అన్న వాడిని వేస్తానని చెప్పాడు వెనకాల నాకు రిపేర్ పెట్టాను కదా ఓకే ఇక రాడు ఆఫ్లైన్ రా మరి ఏం చేస్తావు ఎవరు ముందు చెట్టుకురా స్వామి నువ్వు సరే మన తర్వాత అక్కడ డబుల్ ఫ్యాక్టర్ ఉంది రాని అని చేద్దాం డబుల్ ఫ్యాక్టర్ ఇద్దాం రా అంతా అలా నాకు ఇచ్చావంటే నీకు హండ్రెడ్ ఏమో కావచ్చు చేయకపోతే అర్థాలు నీకు ఆడికి చేయబురా అండ్ డైమండ్స్ మా సబ్స్క్రైబర్ అందరినీ ఐడిని రిపోర్ట్ కూడా ఇస్తారు లేదంటే నా చూసుకోండి అన్నాడు చేయలేదంటే మీకు చెప్తానన్న కొడి అంటే రిపోర్ట్ వాళ్ళకి కొడకూడదు దెబ్బకు పోవాలి పైకి రాలేదు కిందనే అన్నాడు కిందకి కింద వెయిట్ అమ్మా నుంచి భయపడిపోతున్నాం వెళ్తున్నాం కదరా భయపడితే కష్టం అన్నా కిందకి ఇటు పక్క ఆడే ఆడే ఆడే నన్నేమో నాకు వెళ్ళిపోయింది ఆగ్రహ ఆడుకుంది ఇప్పుడు వచ్చింది టాక్సిక్ అన్న ఉండన్న నన్ను ఇరవై పెట్టేస్తాను లక్కరా అన్నదే ఇంట్లో ఇంకెవడ ఉంటాడు రా ఆ టీమేట్ ఉంటారు రాగా వస్తానా అన్న ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి అన్న మా వాంటెడ్ చచ్చిపోయాడు దానికి ఐ మీన్ మా వాంటెడ్ కొట్టిన కిల్లుకి అయితే అన్న ఒక లైక్ అయితే కొట్టేయండి మీరు వెంటనే దడా దడ హెడ్ షాట్ చేసేయండి అన్న లైక్లకి అయితే ఏకే ఎంపీ ఫార్టీ మెయింటైన్ చేస్తాను నేను ఇంకా చూసి ఎనిమి అనుకున్నాను అరే నాకు సపోర్ట్ వచ్చేసి ఆల్రెడీ గ్లోల్సా రెండిటికి సైలెన్సర్ రా నాకు బాబు నా కేకేకి రా సైలెన్సరు షార్ట్ రేంజ్ థామ్సన్ కి సైలెన్స్ రేట్ కొడితే తగులుతుంది అన్న ఓపీ అన్న మీరు ఒకసారి చేయండి అన్న సరే సరే బిఎస్ఎస్ ఎక్స్రా ఓపీ నువ్వేనా టాక్సిక్ నువ్వా అమ్మ బాబాయ్ గేటెడ్ గాడ్ల సూపర్ కడికి ఆ డ్రెస్ చేయలేదు కదా అని భయపడి ఫోర్ ఎక్స్ కూడా కావాలి భయ నాకు అరే రండిరా నేను ఇక వెళ్ళి హెడ్ డ్రాప్ లూట్ చేసుకుంటాను ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ స్ట్రైట్ గా మంచి స్ట్రైట్ గా ఒక మంచి హెడ్ డ్రాప్ ఉంటే అంత దూరం వెళ్తాం చూద్దాం భయ్యా Enemies. ఇక్కడ డ్రాగన్ ఉందిరా నాస్ నాస్ నా విఎస్ఎస్ అరే విఎస్ఎస్ ఎక్స్ వాటర్ నేను డ్రాగన్ వాడతాను రెండు నాకు ఎస్పీ అయితే నాకు డ్రాగన్ అయితే ఏరామోరా ఏకే బదులు వాడతాను అరే ఎస్ఎంజి నా దగ్గర ఉందిరా అరే ప్లీజ్ రా నా దగ్గర ఉంది బాయ్ ఎస్ఎంజి ఎంపీ ఫార్టీ నువ్వు వాడకన్నా లేకన్నా నువ్వు ఏటన్నా ఇద్దని కొడిసావు నువ్వే చేస్తున్నావు కొట్టాడు నాకు ఇది వచ్చింది నా ఎక్క పోయింది అక్కడ తీసుకున్నాను ఎక్కడన్నారు ఇల్లు ఎనిమిది ఉన్నాడు రా కాదా నిమిషం ఆగు వేస్తాడు అనుకో కనబడ్డాడు ఎక్కడున్నాడు అగో ఉన్నాడు పైన కాకు గ్రానైడ్ ఉంటే అర్థం బాబా బాబా లోపల ఉన్నాడు చూడు చూడు చూడు చూడు ఎంపీ ఫోర్ ఆడి దగ్గర ఇటు పక్క కూడా వచ్చి రింగ్ కూడా ఉన్నాడు చూసుకో ఇద్దరు ఇద్దరు ఇద్దరు చూసుకో అరే నేను కొట్టాల్సిందిరా ఇచ్చి దీని అమ్మ అయిపోయారా లో అయిపోతారు ఇలా అల్లాడు అయిపోయాడు హ్యాకింగ్ జోన్లో వాళ్ళు ఉన్నారు కదా చూడు టెన్కి వెళ్ళిపోతాడు టాక్సిక్ టాప్ టెన్ అమ్మ అన్న అన్న అన్న ఇదన్నా అది అదేంట్రా ఇంకా లెవెన్కి వచ్చేసారా బోయా నాలుగుకి అరే నేను ఆడు ల్యాండ్ మ్యాన్ పెట్టాడు బాయ్ అక్కడ ల్యాండ్ మ్యాన్ ప్లస్ నాకు గ్రానైట్ సరే అన్న అయితే ఈరోజు లైవ్ అయితే ఇంత అన్న so thank you for watching అన్న ఈ సపోర్ట్కి థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అన్న